రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేయటానికి ప్రభుత్వం ఇప్పటికే పట్టాలు పంపిణీ చేయటం తెలిసిందే జీవీఎంసీ పరిధిలో మొత్తం ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది ఇందులో భాగంగానే ఆనందపురం మండలంలో పలు లేఅవుట్లు వేసి ఇళ్ల నిర్మాణం జరుపుతున్నారు గిడిజాల గ్రామంలో రెండు లేఅవుట్లు వేశారు గిడిజాల టూలో నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో పద్నాలుగు వందల నలభై ఇళ్ల నిర్మాణం జరుగుతోంది ఇక్కడ అంగన్వాడీ సచివాలయం పార్క్ రైతు భరోసా కేంద్రం వంటి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు ఇక గిడిజాల త్రీలో యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది ఇప్పటికే పలు ఇళ్లకు స్లాబులు వేశారు కొన్ని ఇళ్లకు పునాదులు వేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటికి గాను ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు కేటాయించారు పొదుపు సంఘాల నుంచి అదనంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు జీవీఎంసీ పరిధిలో మొత్తం డెబ్బై మూడు లేఅవుట్లు వేశారు ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది ఆనందపురం గిడిజాల లేఅవుట్లో అరవై మంది కార్మికులు పనిచేస్తున్నారు జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ఇళ్లు నిర్మిస్తోంది మొత్తం లక్ష గాను అరవై శాతం పనులు పూర్తయ్యాయి కాగా అరవై మూడు వేల ఇళ్లకు స్లాబులు వేశారు మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతున్నాయని గృహ నిర్మాణ సంస్థ జీవీఎంసీ యూసీడీ విభాగ అధికారులు తెలిపారు ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయటానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నారు వర్షాలు రాకముందే పనులు పూర్తి చేయాలని అధికారులు దృఢ సంకల్పంతో ఉన్నారు జిల్లా కలెక్టర్ జేవీఎంసీ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి హౌసింగ్ ఇంజనీరింగ్ సచివాలయం ఎమ్యూనిటీస్ సెక్రటరీ తదితరాలతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు పనుల నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్కి సూచనలు చేస్తుంది నాణ్యత లేకుంటే బిల్లులు ఆపేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నాయి జీవీఎంసీ పరిధిలో మొత్తం డెబ్బై మూడు లేఅవుట్లు కింద ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక్కో లబ్ధిదారుడుకు పొదుపు సంఘాల నుంచి అదనంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇళ్లల్లో అరవై శాతం పనులు పూర్తయ్యాయి అరవై మూడు వేల ఏళ్లకు స్లాబు దశ పనులు పూర్తయ్యాయి మొత్తం మీద లక్ష ముప్పై రెండు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎన్పిఐ నేషనల్ స్కీమ్ కింద వాళ్ళకి లక్ష పద్దెనిమిది వేల మందికి హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మార్గదర్శకాల ప్రకారంగా వాళ్ళందరికీ కూడా జీవోన్స్ లిమిట్స్లో అరవై మూడు లేఅవుట్లో డెబ్బై మూడు లేఅవుట్లో వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టే ఏర్పాటు అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది ఎందుకంటే కోర్టు కేసుల వల్ల వీళ్ళు పట్టాల డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా గత నవంబర్ ఎండింగ్కి two thousand twenty two November ending complete చేయడం జరిగింది నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి వీళ్ళకి ఆప్షన్ త్రీ కేటగిరీ కింద ఎవరైతే బెనిఫిషియర్స్ వాళ్ళు వచ్చి కట్టుకోవడానికి కొద్దిగా దూరభారం దూరం వల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క డైలీ వేజెస్ అన్నిటికీ ఇబ్బంది అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సొరవ మేరకు కాంట్రాక్టర్కి ఈ లక్ష ఎనభై ఐదు వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకార అమౌంట్తో పాటు ఎస్ఎస్జి లింకేజ్ నుంచి ముప్పై ఐదు వేలు వాళ్ళకి అదనంగా సేకూరుస్తూ ఈ జగనన్న నగరాలు నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగా జీవన్సీ మొత్తం మీద ఇప్పటికీ Uh, పద్దెనిమిది వేల వరకు రూఫ్ లెవెల్ వరకు రావడం జరిగింది eighteen thousand above roof level వరకు రావడం జరిగింది ఈ గిరిజా లేఅవుట్కి సంబంధించి ఇక్కడ uh, ముప్పై రెండు ఎకరాల్లో నా పద్నాలుగు వందల హౌసెస్ శాంక్షన్ అయ్యి ఇందులో uh, మూడు వందల యాభై వరకు స్లాబ్స్ కంప్లీట్ అయ్యి ఒక వన్ ఎయిటీ వరకు రూప్ లెవెల్లో ఉన్నాయి ఇది ఈ లేఅవుట్ని అయితే ఆగస్ట్ ఎండింగ్కి అన్ని హంగులతో ఈ గిరిజాల్ త్రీ గిరిజాల్ టూ గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏర్పాట్ల కోసం రాష్ట్ర జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తుంది దీనికి ప్రతి దగ్గర కూడా ఎమ్యూనిటీస్ ఆడుకోవడానికి పిల్లలకి ఎమ్యూనిటీస్ అదేవిధంగా దగ్గరలో తొంగడి బిల్లు ఒకటి ఉంది ఇక్కడ అంగన్వాడీ కేంద్రం నుంచి కానీ హెల్త్ యూ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్లో పెట్టడం జరుగుతుంది జగనన్న నగరాలు ఇవన్నీ క్వాలిటీ విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దానికోసం స్పెసిఫిక్గా జిఎంసీ నుంచి విఎంఆర్డీ నుంచి హౌసింగ్ నుంచి మూడు డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ చేయడానికి కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఆఫీసర్స్ని వేయడం జరిగింది ఈ వీక్లో డైలీ ట్వైస్ లేఅవుట్స్ విజిట్ చేసి లేఅవుట్స్ యొక్క పనితీరు అక్కడ ల్యాబర్ ఎలా ఉన్నారు ఎంత వర్క్ అవుతుంది అవుట్పుట్ ఎంత అవుతుంది స్టేజ్ కన్వర్షన్ ఎంత అవుతుంది శాండ్ అండ్ మెటీరియల్ క్వాలిటీ అన్నిటి మంచి చెక్ చేసుకొని every week every week Monday evening గౌరవ కమిషనర్ గారు four thirty four to five thirty meeting collector గారు బుధవారం మీటింగు ఇవన్నీ కూడా కూలంకసంగా యొక్క రిమార్క్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ చర్చించడం జరుగుతుంది ఏదైనా ఈ జగనన్న నగరాలు అనేది నవంబర్ ఎండింగ్ కల్లా బెనిఫిషియర్స్కి అందరికీ అందజేసే ప్రక్రియలో చాలా వేగవంతంగా దీనికోసం ప్రయత్నించడం జరుగుతుంది అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో యాక్చువల్గా లేబర్ అనేది వీళ్ళకి వీళ్ళు ఇచ్చిన అమౌంట్కి వన్ ల్యాక్ ఎయిటీ అంటే టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వీళ్ళు లేబర్ని మన లోకల్ నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది లేబర్ ఇష్యూ అయితే ఎక్కడా లేదు అంటే మనకి టైం సమయభం తక్కువ ఉండి వీళ్ళు పరిగెట్టించిన మూడు నెలల్లో ఇంత ప్రోగ్రెస్ అనేది స్లాబ్ లెవెల్లో మీరు మనం ఒక ఇల్లు కట్టాలంటేనే మనం పునాదులు ఎన్ని దశలు రావడానికి చాలా టైం పడుతుంది ఒక త్రీ మంత్స్లో ప్రతి లేఅవుట్లో కూడా sixty percentage above construction start అయిపోయి వేరియస్ దశల్లో ఉన్నాయి అంటే మీకు లక్స్ హౌసెస్లో అరవై మూడు వేల హౌసెస్ బీబీఎల్ దాటిపోయి బిలో బేస్మెంట్ లెవెల్ దాటిపోయి పీసీ రూఫ్ లెవెల్ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి ప్రక్రియ అయితే స్లో లేదు వేగవంతం అవుతుంది మేము కూడా వర్షాలు రాబోయే కాలంలో వర్షాలు ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టేస్తుంది ఈ లేఅవుట్ అయితే Gidijala two Gidijala two Gidijala three layout అయితే జూలై ఆరు ఆగస్ట్ ఎండింగ్ కల్లా అందుబాటులో రావాలని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఏర్పాట్లు సక్సెస్గా జరుగుతున్నాయి మిగతావన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి అందరికీ కూడా లక్ష ఫస్ట్ డిపిఆర్లో శాంక్షన్ అయిన లక్ష హౌసెస్ కూడా అందజేసే ప్రక్రియ జరుగుతుంది ఆ ప్రక్రియ వరుస సమయం అంటే ఇందులో వాతావరణం అనుకూలం బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా డిసెంబర్కి ఇవ్వాలని కూడా అంత కృతజ్ఞతతో ఉన్నాం వైజాగ్ వచ్చినటువంటి వైజాగ్ వచ్చినట్టుకి స్టార్ట్ చేయడం అనేది డిసెంబర్లో డిసెంబర్ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ లక్ష ఇల్లుల్లో అరవై వేలు ఇల్లులు బేస్మెంట్ లెవెల్ దాటి అంటే దాని యొక్క ఆరోపణలో వాస్తవం లేదని మనం గ్రహించవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాణ్యత కోసం ప్రతి లేఅవుట్కి amenity secretary housing engineer continue follow up చేసి ఆ నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ లేకుండా చేయడం జరుగుతుంది నాణ్యత లేని ఇల్లులే బిల్లు కూడా పెట్టడం జరుగుతుంది ఈ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడబోమని తెలియజేస్తుంది జిల్లా కలెక్టర్ జేవీఎంసీ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా నిరంతరం పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి జగనన్న ఇళ్లను ఆగస్టు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతాయి అని UCD project director Karrotu Venkata Papanaidu తెలిపారు మరిన్ని వార్తా విశేషాల కొరకు ఈ అక్షర శిల్పంలో చూడండి